ఒరే అమృతం ముక్కైరా వెయ్యము ముక్క ఆగండి ఆలోచిస్తున్నానుగా అబ్బా ఇంకా ఎంతసేపురా ఇంతసేపు అయితే బోర్ కొడుతున్నాము ఉన్నడే సర్దుతున్నానుగా సూట్ కేసు ఏమైనా సర్దుతున్నావేంటి మీరిచ్చే డబ్బులు సర్దామని ఒరే నీకన్నీ జోకులే మీరిచ్చే డబ్బులు స్విస్ బ్యాంక్ లో దాచేసుకుంటా షో ఇది అన్యాయం అమ్ము ఎప్పుడు నువ్వే ఆడుకొడుతున్నావు సరే సరే ఇదిగో నువ్వో ఫుల్ కౌంట్ నువ్వో ఫుల్ కౌంట్ ఎనభై ఎనభై నూట అరవై పైసలు నాది ఫుల్ కౌంట్ కాదు పది ఇరవై అమ్మ మాకు ఇదిగో పావల ఐదు పైసలు సత్తు దానిలో ఉంది నాది ఎనభై పైసలు ఇదిగో నేను ఆడను ఏ ప్రతిసారి నువ్వే గెలిస్తే మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు మేము గెలవాలి <laughs> మరి నా హ్యాండ్ ఏమనుకున్నావు జీజీహెచ్ అంటే అంటే golden gambling hand golden gambling hand ఎందుకంత ఎట్టకారం మనం ఏమైనా ఓకే వందా పైసాయేగా అది కాదు మా ఏడుపు ఒక్కసారి కూడా మేము గెలవట్లేదు అని చెప్పి నేను ఆడను అయితే మానేయండి నేను క్యాష్ కౌంట్ చేసుకుంటా అమ్మో థర్టీ టూ రూపీస్ అందులో ఇరవై తొమ్మిది రూపాయలు నావే ఇంకా చాలండి ఆట పోయి పడుకుందాం ఇప్పటికే లేట్ అయిపోయింది ఇదిగో ఇప్పుడు ప్యాకెట్ ఆట లేట్ గా పడుకుంటావు పొద్దున్న లేట్ గా లేస్తావు ఆఫీస్ కి లేట్ గా వెళ్తావు మీ బాస్తో తిట్లు తింటావు రే నీ ఖర్చు కట్టు తగలయ్యా నీ అరుపులు పోలీసు వచ్చారా ఎసండి మేమంతా మంచి నిద్రలో ఉన్నాం ఈ టైంలో ఎవరు ఎవరు సార్ మీరా ఇంత అర్ధరాత్రి పూట వచ్చారేంటండి పోయే కాలం వచ్చినప్పుడు ఏ టైంలో అన్న రాక తప్పదు అమృతం ఇంత చిన్న విషయానికి అంత పెద్ద వైరాగ్యం ఎందుకండి మీరు కూర్చోండి ఈ టైంలో వచ్చాడేంటి ఇప్పుడు చెప్పండి సార్ ఏంటి ఇలా సిక్కులా తయారొచ్చారు నీకు సిక్ లీవ్ గ్రాంట్ చేద్దామని వచ్చాను నాకు సిక్ లీవ్ ఎందుకండి నా పల్సు బీపీ మజిలు హార్ట్ ఎంత గట్టిగా ఉన్నాయి చూడరావు నీ పల్సు నీ బీపీ నీ హార్ట్ నీ మజిలు అన్ని బాగున్నాయి నాయే అన్ని పోయినాయి మిగిపోతే నాకు సిక్ లీవ్ ఎందుకండి because I'm sick of you నీ గురించి నేను సిక్ అవుతున్నాను కాబట్టి విచిత్రంగా ఉందే విచిత్రంగానే ఉంటుంది నీకు పోయిన నెల బెన్సన్ అండ్ డికెన్సోల్ తో ఎలా బిహేవ్ చేశాను ఎంత చండాలంగా ఉంది నీ బిహేవియర్ నేను బాగానే బిహేవ్ చేశాను వాళ్ళే తప్పుగా అర్థం చేశాను అమృతరావు నాతో ప్రకృతి వైద్యం ఎందుకు చేయించావు రెండు గ్రాములు తగ్గారు కదా రెండు గ్రాములు తగ్గాను సరే మొన్న ఆంత్రాక్స్ వచ్చిందని నన్ను ఎందుకు భయపెట్టావు నేను ఎక్కడ భయపెట్టానండి నాకు ఆంత్రాక్స్ వస్తే మీరు భయపడ్డారు ఇదిగో నిన్నే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎస్ఐతో కొట్టించావా ఆ ఎస్ఐ మీ బాస్ ఎవరు అన్నారు నా బాస్ ఎవరు నేనే అదే చెప్పాను అక్కడ అబ్బా అమృతరావు నువ్వు చేసే పనులకు నా తల వాచిపోతుంది ఇదిగో అందుకే టర్బన్ చుట్టుకుని నీకు సిక్ లీవ్ గ్రాంట్ చేద్దామని వచ్చాను నువ్వు ఇంకా ఆఫీస్కి రావట్లేదు సార్ మీరు ఇంత సడన్ గా చెప్తే నా ఫ్యామిలీ ఎలా పోషించుకోనండి కంగారు పడక అమృతం ఈ నాలుగు నెలలో నీకు హాఫ్ మంత్ సాలరీ పే చేస్తాను half month salary full month salary సరిపోతుంది నేనేం చేయను ఇదిగో నా పరిస్థితి నార్మల్ గా వచ్చే వరకు నువ్వు ఆఫీస్ కి రావద్దు అవసరమైతే ఇంకో నాలుగు నెలలు లీవ్ ఎక్స్టెండ్ చేస్తాను అంతే అప్పుడు వితౌట్ పే బస్సు ఏ నిరాహార తెచ్చేస్తావా అమ్ము నేను చచ్చిన చేయను సార్ ప్లీజ్ సార్ మీరు సిక్కుగా ఉన్నారని నాకు సిక్కులు గ్రాండ్ చేయడం అన్యాయం సార్ తప్పదు అమృతం లేకపోతే నువ్వు తెప్పించే బీపీకి నా ఉద్యోగం ఉండిపోయేలా ఉంది ఏం చేయమంటావు ఇదిగో ఆంజనేయులు ఈ నాలుగు నెలలు ఇతను ఇల్లు కలగకుండా చూసుకో వస్తానమ్మా నువ్వు కూర్చో ఏంటి ప్లీజ్ సార్ ఇదిగో నా కూడా పడ్డా ఉంటే నీకు ఫుల్ పేమెంట్ కట్ చేస్తాను తెలుసా నువ్వు చూసుకో సిక్కులా ఉంటే సిక్కు గట్టేసుకుని అర్ధరాత్రి రావటం ఏంటి ఆకులే ఇదేంట్రా అమృతం నీ చెయ్యి జీజీహెచ్ అనుకుంటే నీ పరిస్థితి వైజాగ్ కేజీహెచ్ అయింది నా కర్మరా ముప్పై రెండు రూపాయలు వచ్చిందన్న సంతోషం ముప్పై రెండు సెకండ్లు కూడా ఉంచకుండా మా బాస్ వచ్చి ముప్పై రెండు పళ్ళు ఓడగొట్టిపోయాడు రా ఆడికి నేనంటే కుళ్ళు అందుకే నా మీద పగల తీర్చుకుంటున్నాడు ఆ సంగతి పక్కన పెట్టాము ఇప్పుడు నాలుగు నెలలు సగం జీతం అంటే నాలుగు వేలతో ఇల్లు గడపాలి అదే నాకు అర్థం కావట్లేదే నేను చెప్తా వద్దు వద్దన్నా చెప్తా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదుగా నీలో నువ్వు శాడిస్తున్నారా ఈ ముక్కే మా బండ శాడిస్ట్ గారు చెప్తే నేను బాధపడుతున్నాను కదా మళ్ళీ నువ్వు అదే ముక్క నాతో చెప్పి ఎందుకు బాధ పెడుతున్నావు నేను అన్నది దానికి కాదురా మనం ప్యాకాడదాం నెలకి జీతం నాలుగు వేలు కట్ అయిపోయింది అది ఎలా కవర్ చేయాలా అని నేను ఆలోచిస్తున్నా నువ్వేమో ఒక్క పైసా అంటావు ఫేస్ టు ఫేస్ ఇదేమో ఓసీ కేసు నేను ఆడమంటుంది ఇక్కడ కాదురా అరే క్లబ్ లో క్లబ్ లోనా అవునరా ఓకి పైసా పెట్టి ఆడితేనే ముప్పై రెండు రూపాయలు సంపాదించావు అదే ఐదో పదో పెట్టి ఆడావనుకో ముప్పై రెండు వేలు సంపాదిస్తావు చూడు మాది ఎంత డీసెంట్ ఫ్యామిలీ తెలుసా నీకు అబ్బా నువ్వున్నాము అన్నయ్య చెప్పింది నిజమే అవ్వా ఒరే నా రేంజ్కి నేను క్లబ్కి వెళ్ళి ఓకే ఐదో పదో ఆడే కెపాసిటీ ఉందంటావు నా దగ్గర ఒరే అమృతం నీది జీజీ హ్యాండ్ రా ఎందుకో నా కుడికన్ను అదురుతోంది నువ్వు గ్యారంటీగా ప్యాకెట్లో డబ్బులు సంపాదిస్తావు ఆ డబ్బులన్నీ రాసులుగా పోస్తావు ఆ డబ్బంతా తేవడానికి నేను వ్యాన్ పెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుందేమో అమ్మో నువ్వు నన్ను ఇమాజినేషన్ లో తీసుకెళ్ళిపోతావు అయినా చీప్ గా గ్యామ్లింగ్ ఏంటి గ్యాంబ్లింగ్ అని దానికి అంత చీప్ పేరు పెట్టకు రే క్లబ్లకి వెళ్ళి ప్యాక్ ఆడడం ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ పెద్ద పెద్ద ఆఫీసర్లు బిజినెస్ మ్యాగ్నెట్లు ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళందరూ క్లబ్కి వెళ్ళి ప్యాకెడతారు తెలుసా అవునా అవునమ్మా అసలు ఈ జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో అంతంత బిల్డింగ్స్ ఎలా కట్టారో తెలుసా ప్యాకెటాడే ఆ దాంతో నీకు సర్కిల్ ఏర్పడుతుంది పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది మంచి ఉద్యోగం కూడా సంపాదించవచ్చు ఇదేదో చాలా బాగుందమ్మా అంజనే నీకు తోడుగా ఉంటాడుగా ఆడు తోడుంటారు సరే ఆడితో పాటు డబ్బులు ఉండాలి కదా లేకపోతే ప్యాకెట్ ఎలా ఆడతాం అబ్బా మనం ఈ నెల దాచుకున్న రెండు వేలు ఉన్నాయి కదా అవి మనం ముందు పెట్టుబడి ఆ తర్వాత అన్ని లాభాలే అంతేనంటారా ఓకే మీ ఇద్దరికి నా గోల్డెన్ హ్యాండ్ మీద అంత నమ్మకం ఉంటే నేనేం చేయలేను కాసుకోండి ఒరే అమృతం ఆ, అలాగే తూర్పు చూడు అమ్మా చెల్లెమ్మా త్వరగా రావాలి ఆ దిద్దు అమ్ము ఆ, అలాగే ఆ లక్కీ హ్యాండ్ కి దీంతో బొట్టు పెట్టు నా చేతిలోనా చేతి బొట్లు కంటి కాటుగా పెడితే క్లబ్ లో చూసేవాళ్ళు బాగుండదు ఎందుకు బాగుండదు దుర్గాష్టమి నాడు ఆయుధ పూజ ఇది అలాగే నువ్వు ఓ డైమండ్ అమ్మ ఆటీనది దిద్దించాలేమ్మా ఇచ్చే ఉన్నన్నయ్య కలావరు ఇక నువ్వు పదరా సాయంత్రం పూలు పట్టుకొస్తానే <laughs> జయము నిశ్చయమురా భయము లేదురా క్యాష్ ఇచ్చి టోకెన్ తీసుకో ఈ రెండు వేలకి టోకెన్ ఇవ్వండి త్వరగా రారా ఇక్కడ అందరూ ఆడేసుకుంటున్నారు టోకెన్లు తీసుకొచ్చే లోపు కూడా ఆగలేరా చైర్స్ ఖాళీగా లేవే అదిగో అక్కడ ఖాళీ ఉంది ఆగండి ఆగండి మేము జాయిన్ అవుతాం ఆగండి నాకు పంచండి. క్లబ్ కొత్త క్లబ్ కొత్త ఉండొచ్చు కానీ పేకాటకి చాలా పాత మీరు పాత పేక పక్కన పెట్టండి మీరు డీల్ చేయండి కట్ చేయండి ఏవద్దని చెప్తే విన్నావా మాత్రం సీక్వెన్స్ అయిపోయినప్పుడే రే ఇది ఇక్కడ పెట్టు ఇది తీసి తీసి చెప్పకూడదు అదే మరి నీకు చెప్పరా యా షో ఫుల్ కౌంట్ ఐదు పాయింట్లు కౌంట్లు చెప్పండి థర్టీ పాయింట్స్ ఆ, తీయండి ఇటు ఇటు ఇటు ఇటు ఇటు మీరు ఇవ్వండి ఇవ్వండి ఇరవై ఐదు పాయింట్లు ఇరవై ఐదు అన్న ముప్పై ఇవ్వండి మీరు మ్మ్, మ్మ్. ఒరే ఎత్తు ఎత్తు ఎత్తు అది ఎత్తు అది ఎత్తు ఎక్కడ పెట్టుకోను ఆ? ఎక్కడ పెట్టుకోను అది ఎత్తి అసలు ఏమైనా సంబంధం ఉంది ఈ ముక్కే ముక్కే ఒరే అది ఎత్తుకో నీకే చెప్పా తీసుకో తీసుకో తీసుకో పాయింట్లు దొరుకుతాయి షో చెప్పిన దాట్లను జోకర్ జోకర్ షో ఏంటి ఎవరి దగ్గర కాయిన్స్ లేనట్టున్నాయి ఫీల్ అవ్వకండి రేపు మళ్ళీ ఇక్కడే కలుద్దాం కొంచెం ఎక్కువ డబ్బులు వేసుకుంటే ఎక్కువసేపు పడుకోవచ్చు నేను షాపింగ్ వెళ్ళాలి బాయ్ బాయ్ నువ్వు వెళ్ళి కాయిన్స్ మార్చుకున్న డబ్బులు దీనికి అంత డల్ అయిపోతారేంటండి రేపు మంచి హుషారుగా ఆడుతురు కానీ బాయ్ వస్తామండి చేప ఎర్రొచ్చి చూసింది ఇక వాళ్ళ పడ్డట్టే చాలా టైర్డ్ అయిపోయాను రా నాకు నాలుగైదు రకాల జ్యూసులు తీసుకురా ఏంటమ్మా ఇంత ఆలస్యంగా వచ్చా డోంట్ టాక్ క్లబ్ బా మజాక షో క్యాష్ ప్లీజ్ క్యాచ్ అమ్మో అమ్మో ఇంత డబ్బే ఇదంతా క్లబ్ నుంచి కొట్టుకొచ్చిందే కొట్టుకురావడం ఏంటి బ్యాంక్ కొల్లగొట్టినట్టు ఇదంతా నా శ్రమతో తెలుగుతో సంపాదించింది గోల్డెన్ గ్యాంబ్లింగ్ హ్యాండ్ అంటే ఏమనుకున్నావు మరి <laughs> అమ్ము లాభం ఎంత వచ్చింది టూ ప్లస్ సిక్స్ మొత్తం ఎయిట్ వచ్చింది అంటే ఒక్క రోజులోనే ఫుల్ మంత్ శాలరీ అనమాట షో క్యాష్ ప్లీజ్ ఒక్క రోజులోనే ఇంత వచ్చిందంటే ఈ లెక్క నెలకి టూ ల్యాక్స్ వస్తుంది ఫోర్ మంత్స్ కంటిన్యూ కడితే ఎయిట్ ల్యాక్స్ వస్తుంది మై గుడ్నెస్ <gasps> అంటే మన బాసు పోటీగా నేనే కుక్క బిస్కెట్ల కంపెనీ పెట్టేయచ్చు అనమాట ఛీ కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎప్పుడో కుక్క బిస్కెట్ల కంపెనీ గురించేనా ఏం చక్క ఏ జ్యువెలరీ షాప్ పెట్టుకోక <laughs> బాగా చెప్పావు చెల్లెమ్మ నువ్వు నేనెప్పుడు బ్రాడ్ గా చెప్తే చాలా కథలు చెప్తుంది పొద్దున్న ఐదు గంటలకు వెళ్ళిపోవాలి నువ్వు త్వరగా వెళ్ళు రే క్లబ్ తొమ్మిది గంటల దాకా తెరవరు ఈ ఫోర్ అవర్స్ మనవాడేసుకుందాం రా డబ్బులకి నేను ఆడను సరే వెళ్ళైతే good night good night good night అమ్మా. అబ్బా నిన్నటికన్నా పెద్ద డైమండ్ అంటే ఈ రోజు ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి చాలా బాగుంది ఒరే అమృతం ఆ, హ్యాండ్ చాపు ఇదిగో ఇదేంటి కర్పూరం లేట్ ఏమైందిరా వెలిగించి ఆ, నీకు నువ్వు తిప్పుకున్నావు అనుకో ఆ. హ్యాండ్ రేజ్ నా గోల్డెన్ హ్యాండ్ కాస్త బన్నింగ్ ఏం చేసేస్తావా వెళ్ళి గ్లౌస్ తీసుకురా అలా నువ్వు అసలు రావద్దు అది కాదురా నిన్న నీ చేతికి బొట్టు పెడితేనే అంత బాగా ఆడావుగా ఆ చేతిలోనే కర్పూరం వెలిగిస్తే ఇంకా బాగా ఆడతావేమోనని ఏడ్చినట్టే ఉంది ఆ మాత్రం సెంటిమెంట్లు నా దగ్గర ఉన్నాయి ఇదిగో ఈ గోళీ ఉంది చూసావా చిన్నప్పుడు ఈ గోళీతో చాలా గోళీలు సంపాదించాను అలాగే ఈ బొంగరంతో ఊర్లో ఉన్న బొంగరాలన్నీ పగలగొట్టాను ఇప్పుడు ఈ రెండు టేబుల్ మీద పెట్టి ప్యాకెట్ ఆడి డబ్బులన్నీ సంపాదించేస్తాను నువ్వు జాతక లేకపోతే ఇదిగో అమ్మో గ్లవ్స్ థ్యాంక్ యూ అదేంట్రా మొలతాడు తెంపేస్తావు లుంగి ఎలా కట్టుకుంటావు చిన్నప్పుడు ఆ రాజమండ్రి ఆలీ గారు నాకు ఈ తాయితీ కట్టారు ఇది కట్టుకో నీకు డబ్బులు వచ్చేస్తాయి అమ్ము నా తరపున ఇది కూడా ఎదురుగా పెట్టుకో అవును ఇవన్నీ ఎందుకు ఎందుకేంటి దుర్గాదేవికి అందరి శక్తులు ఎలా పనిచేసాయో మా వస్తువులు కూడా నీకు అలా పనిచేస్తాయి మరందుకే నా కాలు మట్టి కూడా ఉంచు ఇంకెందుకు ఆలస్యం నీదే ఆలస్యం జయము లేదురా జంకు గొంకు లేక నీవు సాగి పొమ్మురా ఆ <laughs> ఏం బాబు ఇంకో టేబుల్ వేయించమంటావా ఎందుకంటే ఈ ఈ టేబుల్ మీద ఉంచండి ఈ ఆ టేబుల్ పెట్టారనుకోండి లక్కో పక్క టేబుల్ వెళ్ళిపోతాయి మొక్క షో స్పీడ్గా రండి బాబు ఎనభై కౌంట్ ఇచ్చావు ఇది అది సీక్వెన్స్ లో మొక్క అది కొడతానంటావు ఇది కాకుండా వీటిలో ఏ మొక్క వేసినా రామ్లాల్ గారి ఆట అయిపోతుంది నా మాట విని ముక్క వేయి చెప్తా ఆలోచించుకో వెయ్యిరా బాబు జోకర్ అనవసరంగా సీక్వెన్స్ కొట్టించావు ఇప్పుడు ఫుల్ కౌంట్ మనం వేయకపోతే అతనికి దాంట్లో తాదా మొక్క ఇవ్వండి ఇవ్వండి మీ ఫుల్ కౌంట్ ఇవ్వండి అయిపోయాం ఓ పని చేస్తావా ఏంటి నీ మొలతాడు తీసుకుని నువ్వు మూలకు పో భలే ముక్కేసేవరా షో రై నువ్వు దొరకపో ఆ ప్యాకెట్ నీ తాయెత్తి కదా రెండు నువ్వే సరిగడివి పో కొంచెం బైక్ పట్టుకోరా కనబట్ల సంజు మరి అందుకే నా కాలు మట్టి కూడా ఉంచు గోలీ నాకు ఈరోజు హోలీ షో ఈసారి నువ్వా ఇరవై పాయింట్లు ఇదిగో రే ఇవ్వండి నువ్వు వెళ్ళి పార్కింగ్ లో పార్కింగ్ వెళ్ళు వెళ్ళు నేను చెప్పేస్తాను నువ్వు వెళ్ళు పార్కింగ్ లో డీల్ డీలా వెళ్ళేటప్పుడు ఆటోలో తీసుకెళ్ళావు గొప్పగా వచ్చినప్పుడు ఏడు కిలోమీటర్లు నడిపించుకుంటూ వచ్చావు రెండు రెండు రెండు కూడా అరిగిపోయినాయి దా అమ్ము ఇవాళ లాభం ఎంత ఇంత నాలుగు లక్షలా కాదు నాలుగు వేలు నాలుగు వేలేనా సరే ఇవ్వు పోయినాయి పోవడం అంటే లాస్ అమ్మా లాసా అదేంటమ్ము నిన్న బాగానే ఆడావుగా ఇవాళ పోగొట్టుకు రావడం ఏంటి ఇదిగో మీరిచ్చిన ఆయుధాలకి అదృష్టం ఓవర్ఫ్లో అయిపోయి దురదృష్టం మిగిలింది ఇది మరీ బాగుంది వెనకటికి ఎవడో ఆడలేక మధ్యలో ఓడన్నట్ట అసలు ఏం జరిగిందంటే ఆ రామ్లాల్ గడి హ్యాండ్ రేజ్ లో ఉంది పోన్లే ఇవాళ కాకపోతే రేపన్నా నీ హ్యాండ్ రేజ్ అవుతుంది అవ్వబోతే ఎల్లుండి అవుతుంది అవుతుంది అవుతుంది నీ మామ బ్లర్ అవుతుంది అసలే ఆ రామ్లాల్ గారిది చాలా తెలివైన హ్యాండ్ అట నెలకి ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిది రోజులు క్లబ్లో వాడే డబ్బులు గెలుస్తా అట మరెలా నువ్వేం వర్రీ కాకమ్మా ఆ అల్లకి పదమూడు ముక్కలాట వద్దు మరి ఇంకే ఆట ఆడతాడు ముచ్చటగా మూడు ముక్కలాట ఆడతాడు మూడు ముక్కలాట ఎస్ త్రీ కార్డ్స్ ఢంకా పలాస్ మీరు ఈ క్లబ్ కొత్త రెండు రోజులు పాతే ఓహో అలాగా మరైతే మొదలు పెడదామా మిగతా ప్లేయర్స్ కూడా వస్తే మొదలు పెడదాం ఇంకెవరు రారు అంటే ఫేస్ టు ఫేసా మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడు ఆడు వాడు నా రైట్ హ్యాండ్ అంటాడు అంటే అంటే నేను ఆడుతుంటే వాడు చూస్తుంటాడు ఆడు చూస్తుంటే నేను ఆడుతుంటా ఓహో ఇద్దరు కలిపి ఆడతారన్న సరే అమ్మ దెబ్బ కొట్టేసి బ్లైండ్ ఇగో ఈ నాలుగు వేలు తీసుకెళ్ళి కాయిన్స్ తీసుకురా తీసుకోండి <laughs> తీసుకోండి blind blind blind blind blind blind blind blind blind stake చూస్తే ఎలా పెరిగిపోతుంది ఇంతకే మన ముక్కలు ఏమేంటాయంటావు ఏమో నాకేం తెలుసు వాసన చూడు వాసన hmm. hmm, తుప్పుకొమ్మ కొడుతుంది అయితే విను వింటేంటి వినంతే ఆ చెవితే కూడా విను బాగుందే ఇవేవో పెద్ద ముక్కల్లో ఉన్నాయి అవునా బ్లైండ్ బ్లైండ్ ఇవరా లేవు లేవండి లేవంటుంటే పెద్ద అట్రమంది టోకెన్ లేని లేవురా వినమే చూడు ఎంత పెద్ద ఒక కాయిన్ ఇచ్చి షో చేయించవచ్చు అన్ని మనీ షో అండి అదేంటి స్ట్రైక్ వేయండి కాయిల్ లేవండి పోనీ ఎవరిది పెద్ద తీసుకుందాం షో చేయండి ఆ ముక్క టోకెన్ వేసి చెప్పండి ఒరే టోకెన్ అంటారా పోనీ అప్పే ఉండి ఏమండి ఈ ఆటలో అప్పులు ఉంటాయా ఎక్కడైనా పోనీ మీరు ఊ అంటే మా వాడు నన్ను తాకట్టు పెడతాడు మూడు ముక్కల ఆటలో అదేం కుదరదు పొద్దుకెళ్ళి తీసుకురావచ్చా అదేం కుదరదండి చాలా చెప్పండి చాలా పెద్దడండి నిజంగా అయితే నన్నేం చేయ ఉంటారు వదిలేసుకోండి పెద్ద పెద్ద తీసుకుందాం అదేం కుదరదండి ఈ ఆటలో ఇలాగైతే ఎలాగండి ఇప్పుడు డ్రాప్ చేసుకోండి సార్ ప్రపంచంలో ఎవడైనా ఇలాంటి ఆట పడితే డ్రాప్ చేసుకుంటాడండి చూడండి సార్ చూపిస్తాను ఒక కింగు రెండో కింగు మూడో కింగు అమితాబ్ బచ్చన్ చెప్పినట్టు నేను అని అన్నం నిజంగానే మూడో కింగ్ పడింది పోతే పోయింది మీ ఆడ చూపించరు తృప్తి కోసం మూడు ఐదు ఆరు ఇంత బ్లఫ్ ఆట ఓ నీ వల్ల ఒళ్ళు ఇల్లు పాకెట్లు గుల్లైపోయినాయి కదరా నీకే కాదు మా జేబులు ఖాళీ అయిపోయినాయి ఇదేంటి టోకెన్ మరి ఇందాక అడిగినప్పుడు ఇవ్వలేదే దరిద్రం కాబట్టి ఇందాక కనిపించలేదు చూడు దరిద్రం నీది కాదురా నిన్ను కాలేజీకి తిరుగుతున్నానే నాది ఓరు గుడ్డోడా మూడు కింగులు పండిరా పడక పడక అవతల నాట పర్రా ఈ ఒక్క కాయిన్ ఉంటే షో చేస్తే మొత్తం డబ్బులన్నీ మనకే వచ్చేసాయి అన్నీ దొబ్బెట్టావు ఏ అనవసరంగా ఏడవకు ఆగు ఇందా ఏంటిది వంద రూపాయల నోటు టోకెన్ మార్చి తెచ్చా ఏం చేసుకుంటా ఏంటంటే పేక తెగ్గొసేస్తాను ప్రాణం పోయినా పేక మాట ఎత్తను ఓకే ఓకే కానీ వంద తీసుకుని ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తావు అయితే ఇంటికి వెళ్ళొద్దంటావా అది కాదురా నేను చెప్పేది విను ఈ వంద తీసుకొని సింగిల్ నెంబర్ లాటరీ మీద పెట్టావనుకో పోతే వంద వస్తే ఎనభై రెట్లు ఎనిమిది వేలు నీ నెల జీతం ఏమంటావు అంటానికి ఏముందిరా ఆ. నువ్వు ఎప్పుడు ఛాన్స్ ఇచ్చావు నాకు నువ్వేదంటే నేను అదే ఇంకేం మాట్లాడుకు కమాన్ వస్తాయంటావా గ్యారంటీగా వస్తాయి సింగిల్ నెంబరా ప్రపంచంలో ఇన్నాట్లున్నాయి నీకెలా తెలుసురా రేయ్ అరే నుంచి కాళ్ళు పీకిపోతున్నాయి పది ఇంటికి పోదాం ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ వస్తావా ఇంకో ఐదు నిమిషాల్లో రిజల్ట్స్ రాస్తా చూసుకుని వెళ్ళిపోతాం ఏవి రిజల్ట్స్ ఇంతకీ ఆట ఎలా ఆడతారు వెరీ సింపుల్ బొంబాయిలో చందు మాలిక్ అనే మాఫియా డాన్ ఉన్నాడు వాడు నెంబర్ తీస్తాడు ఎలా తీస్తాడు ప్యాక్ నుంచి తీస్తాడు ఓ ప్యాక్ రేయ్ ప్యాక్ మాడితే నీ పేక్ కోసేస్తానని చెప్పా నేను మళ్ళీ ప్యాక్ ఉండరా రాస్తున్నా నేను ఏయ్ ఎనిమిది ఎనిమిది వేలు మీ నెల జీతం ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు త్వరగా ఏమండి సార్ మళ్ళీ రేపు వచ్చి ఆడుకుంటాం ఇదేమిట్రా నా గోల్డెన్ హ్యాండ్ మీద ఐరన్ రింగ్ పడింది ఐరన్ ఒకటే కాదు పక్కన సైరన్ కూడా ఉంది నడు ఓ రంజిగా అమ్మయ్య నెల జీతం ఎనిమిది వేలు వచ్చేసింది అనుకున్నాను ఇంతలో ఎస్ఐ గడి గెద్దలా వచ్చి నాలుగు వేలు తన్నుకుపోయాడు మళ్ళీ నాలుగు వేలు మిగిలింది కాదు ఇంకొంచెం మిగిలింది ఇంకొంచెం ఏంటి ఆ ఎస్ఐని రెండో మాట ఏమన్నా ఉందని అడిగాను ఇదిగో ఇది మిగిల్చాడు ఏంటి పది రూపాయల మూడు రోజులు డే లాటరీ కష్టపడితే ఇదారా మిగిలేదు Bhagyalakshmi lottery ticket lottery ticket load ఒరే ఇవాళ నీకు లక్కీ డేరా ప్రపంచంలో ఎవడికి పడని మూడు కింగులు నీకు పడ్డాయిరా పడ్డాయి కానీ డబ్బులు రాలేదు సింగిల్ నెంబర్ లాటరీలో ఎనిమిది వేలు వచ్చాయి నాకు వచ్చి కానీ సగం పోయినాయి కదా ఈ పదితో మనం టికెట్ కొన్నట్టయితే పోతే పది వస్తే కోటి రూపాయలు కోటే మాఫియా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి యాభై లక్షలు ఇచ్చిన ఇంకా యాభై లక్షలు మిగులుతాయి కరెక్ట్ ఒరే టికెట్ నువ్వు పో టికెట్స్ టికెట్స్ టికెట్స్ లక్ష్మీదేవి ఉందిరా గ్యారంటీగా ప్రైజ్ మనీ మనకే కోటి రూపాయలు మందే ఈ ఒక్క టికెట్ మీద లక్ష్మీదేవి ఏంటి కొన్ని కోట్ల టికెట్ మీద లక్ష్మీదేవి ఉంటుంది రా ఒరే అమృతం ఇక చూసుకో కష్టమైన ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన పని లేకుండా ఆ తెల్ల పిల్లిగడ్డమైన పెట్టే టెన్షన్ భరించక్కర్లేకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ తీసుకోకుండా ఆడియన్స్ అడగక్కర్లేకుండా శాంతకో సంజీవినికో ఫోన్ చేయాల్సిన పని లేకుండా ఇక్కడి నుంచి బాంబే దాకా వెళ్ళవలసిన పని లేకుండా కరోడ్ పతి <laughs> సరే గాని రా ఎప్పుడో ఒకసారి చూడు ఏముంటుందిరా ఏ నెక్స్ట్ మంత్ ఉంటుంది ఉండదు ఏ ఇది నాలుగు నెలల క్రితం టిక్కెట్ <laughs> అంతగా